శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం హేమలంబనామ సంవత్సరం రెండు వేల పదిహేడు డిసెంబర్ మాసపు మకర రాశి ఫలితాలు గోచారం ప్రకారము మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో అనుకూలమైనటువంటి కాలము అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వారి జీవితం అంతా కూడా రావాల్సినటువంటి బాకీలైనా కట్టాల్సినటువంటి అప్పులైనా ఇక్కడ తీరడానికి మార్గాలన్నీ కూడా సుగమమవుతాయి ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు ఉద్యోగాలు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు ఉద్యోగంలో మంచి ఉద్యోగం సంపాదించడం కాకుండా ఉద్యోగుల ప్రమోషన్స్ కూడా సంపాదించుకోవడానికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఇదంతా కూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు నడుస్తాయి మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివాహం కానటువంటి అమ్మాయిలైనా వివాహం కాని అబ్బాయిలైనా వీరందరికీ కూడా మంచి మంచి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ మకర రాశి వారు ప్రధానంగా ఉదయం లేవడంతోనే మీరు భూమాతకు నమస్కారం చేసుకోలేకండి అలాగే లేచిన వెంటనే మీ కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత మీ దేవతా మందిరంలో సాంప్రాణి ధూపంతో ఇల్లంతా వేసుకుంటూ కాలభైరవ దశనామావళి మంత్రం చదవండి ఈ కాలభైరవ దశనామావళి మంత్రాన్ని మీరు ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోతుంది మీ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుంది మకర రాశి వారు ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడమే కాకుండా పై అధికారుల యొక్క మన్నలు పొనడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది చెప్పినటువంటి మాయ మాటలు విని డబ్బులు పాడు చేసుకుంటారు అది ఎలాంటిదైనా సరే ఎవరి మాయ మాటలు గుడ్డిగా నమ్మవద్దు మీ మనసుకు నచ్చం చేయండి అనవసరమైనటువంటి వ్యవహారాలపైన డబ్బు ఖర్చు చేయవద్దన్న మనవి వీలైనంత వరకు మీరు ప్రతిరోజు కూడా ఈ దశనామాలు చదువుకోవడంతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు కష్టాలన్నింటినీ కూడా నివారించుకొని మీకు మరింత ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి అలాగే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగము ఆవిష్కరణ కాబోతుంది ఇందులో బలమైన ముహూర్తాలతో పాటు ఉత్తమమైనటువంటి ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా ఈ యొక్క గంటల పంచాంగంలో ఇవ్వబడ్డాయి కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ అందరికీ శుభం కలుగుగాక